தொடரே சதரீன சதர நரீ

la

Raghavendra Guru Mana सततं राघवेन्द्रगुरुमाणतोऽस्मि सततं राघवेन्द्रगुरुमाणतोऽस्मि सततं राघवेन्द्रगुरुमाणतोऽस्मि सततं राघवेन्द्रगुरुमाणतोऽस्मि सततं राघवे

శ్రీ गुरुकराज सङ्गतम् श्रीसुतीन्द्र गुरुकराज सङ्गतम् श्रीसुतीन्द्र गुरुकराज सङ्गतम् वासुदेव परमानुग्रह भरितम् గరి సరి మరి మద మరి గరి సరి సరి మరి మద బరి గరి హరి మరేంద్ర బరి గరి హరి మరేంద్ర గరి గరి గరి నిమ్మి గరి సరి పద